నా గొడవ కోపడించాలని నా గొడవ చెప్పించలేదు నా గొడవ ఎత్తిందని మీరు అక్కడ వచ్చి కూర్చొని ఖచ్చితంగా మీరు పరిష్కారం చేసేంత వరకు కూడా మీరు ఎట్టి పరిశ్రమలో అనుమతి లేకుండా కట్టింది దాన్ని ఇమీడియట్లీ మీరు ఇక్కడ కూడగొడతారా ఏం చేసుకుంటారు అది మీద కేసు పెట్టండి ఫస్ట్ మహారాజా బాంబ్స్ దాన్ని మొత్తం తీసుకొచ్చి మొత్తం మహారాజా బాంబ్స్ అమ్మిది పెద్దరాజు రెడ్డి వాళ్ళ కేసు పెట్టండి మహారాజా వాళ్ళ మీద కేసు పెట్టండి ఫస్ట్ మహారాజా బాంబ్స్ దాన్ని మొత్తం తీసుకొచ్చి మొత్తం మహారాజా బాంబ్స్ అమ్మిది పెద్దరాజు రెడ్డి వాళ్ళ కేసు పెట్టండి